కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుండి ధ్యానిద్దాం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలోనికి ఇప్పటి వేళ మన దృష్టిని మనం కేంద్రీకరిద్దాం అందరికీ సుపరిచితమైనటువంటి సంఘటనలు అక్కడ మనం చూడగలం యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో యేసుప్రభు వారు అక్కడ అడుగుతున్న మూడు ప్రశ్నలు ఈ పగటి వెళ్ళ దాన్ని ఆధారం చేసుకొని మనము ఒకంత మన ఆత్మీయ జీవితాలను మనం ధ్యానించి ధ్యానించుకుందాం యేసుప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి మూడు సార్లు ప్రత్యక్షమవుతారు అందరు జాగ్రత్తగా ఇటు వినండి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మూడు సార్లు ఆయన తన శిష్యులకి ఆయన తనకు తాను ప్రత్యక్షపరుచుకొని కనబరుచుకుంటారు మూడవ మారు ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు జరిగిన సంఘటనలు ఆ ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూడగలం అక్కడ మనం ప్రారంభం నుండి చూసినట్లయితే అక్కడ అడుత యేసు వారికి Mm. సిమోను పేత్రు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వచ్చేదమన్నాడు చాలు ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే పేతృ జీవితాన్ని మనం ఒకసారి చదివినట్లయితే దేవుడు పేతురుని పిలుచుకున్నాడు ఆయన తన పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణం జరిగిందో తర్వాత వీరి అప్పసులు లేక శిష్యులు పరిచర్య ఏ విధంగా ముందుకు కొనసాగించాలనే వారు ఆ అపోహల్లో లేకపోతే ఆ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు పేతురు ఇలాగా ఇంకా ముందుకు వెళ్ళడం చాలా కష్టం ఇలా దేవుని పరిచయలో ముందుకు కొనసాగడం కష్టమని అతనికి అనుకొని అతడు తిరిగి తన వృత్తిలోనికి తిరిగి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలము అక్కడ తిరిగి పేతురు ఆ తక్కిమ శిక్షులతో చెప్తున్న మాట నేను చేపలు పట్టబోదునని వారితో చెప్తున్నట్లుగా మనం చూడగలము దేవుడు ఎన్నుకున్న పరిచర్య పేతృ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఒకటైతే అది గ్రహించలేని పేతురు అతడు తిరిగి తన పాత వృత్తిలోనికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నట్లుగా మనం చూడగలము అయితే ఈ అధ్యాయం ప్రారంభంలో నుండి మనం చూసినట్లయితే అలాగా తిరిగి దేవుని నుండి తిరిగి వెళ్ళిపోతున్న ఆ పేతురును దేవునికి దూరం అవుతున్న ఆ పేతురును తిరిగి దేవుడు యథాస్థితిలోనికి తీసుకువచ్చే సంఘటనను మనం చూడగలము అక్కడ పేతురు ఈ విధంగా ముందుకు కొనసాగితే ఈ విధంగా పరిచర్య దే యేసు ప్రభు వారు చనిపోయారు ఈ విధంగా నేను కానీ ఈ శిష్యులు కానీ మేము కానీ ముందుకు కొనసాగలేము అనే ఉద్దేశంతో ఆయన తిరిగి చేపలు పట్టుకొని వృత్తిలో డబ్బులు సంపాదించి ఏదో విధంగా జీవితాన్ని కొనసాగించాలనే ఆలోచనతో తిరిగి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలము అయితే ఆ కిందకి మనం చదివినట్లయితే సమయం లేదు కన్నా త్వరితంగా వెళ్తాను ఆ కిందకి మనం చదివినట్లయితే యేసుప్రభు వారు తిరిగి పేతృను తన పరిచర్య కొరకు పిలుస్తారు అక్కడ పిలిచిన తర్వాత వీరు పేతురును అలాగే శిష్యులు సముద్రానికి వెళ్ళి చేపలు పడతారు చేపలు పడితే ఒక్క చేప కూడా వారికి దొరకదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యయనం చదువుకోండి నేను త్వర త్వరగా వెళ్తున్నాను ఒక్క చేప కూడా వారికి దొరకదు అలా దొరకని సమయంలో ఏం చేయాలో అర్థం కాక తిరిగి వాళ్ళు సముద్ర ఒడ్డునకు వస్తే సముద్రము ఒడ్డులో యేసు ప్రభువారు అక్కడ నిలబడుతున్నట్లుగా మనం చూడగలము అక్కడ యేసు వారు మొట్టమొదటిగా అడుగుతున్న ప్రశ్న ఐదో వచనము పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా చాలు యేసుప్రభు వారు పేతుడిని ఆ శిష్యుల్ని చూచి అడుగుతున్న మొదటి ప్రశ్న ఇదిగో నా పరిచర్య కాదని నువ్వు వెళ్ళావే నువ్వు చేపలు పడడానికి నువ్వు నీ అంతటా నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు వెళ్ళావు కదా తినడానికి నీ దగ్గర ఏమైనా ఉందా ఏమైనా సంపాదించావా అనేక మార్లు దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానికి దూరముగా ఉండి మన సొంత ఆలోచనలో మన సొంత విధానంలో మనం ముందుకు వెళుతూ ఉంటాం అయితే యేసుప్రభు వారు ఈ పగటి వేళ మనల్ని అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఈ పగటి వేళ నీ దగ్గర ఏమైనా ఉన్నదా నువ్వు మందిరానికి వస్తున్నావు అనేక సంవత్సరాలుగా ఆత్మీయంగా ఏ విధంగానైనా ఎదగగలిగావా నువ్వు మందిరానికి నన్ను నమ్ముకున్నావు అనేక సంవత్సరాలుగా ఏమైనా ఆత్మీయంగా విశ్వాసంలో ఎదగగలిగావా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా ఏమైనా మీరు సంపాదించుకోగలిగారా నన్ను కాదని వెళ్ళిపోయి మీరేమన్నా సాధించగలిగారా అని పరిశుద్ధాత్మ దేవుడి పగటి వేళ అడుగుతున్నాడు మన జీవితాల్లో దేవుని ఆలోచనలు లేకుండా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము ఏమీ సంపాదించుకోలేము ఏమి సాధించలేము అయితే అక్కడ పేతురు తిరిగి అంటాడు ఏమి కిందకు చదువుదాం లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు దోలె కుడి ప్రక్కన వారాలాగు చేయగా చూడండి చాలు అప్పటి వరకు వారి ఇష్టానుసారముగా వారు వెళ్ళి వలలు వేసినందున వాళ్ళకేమీ దొరకలేదు అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెప్పిన మాట మేరకు ఆయన ఆలోచన మేరకు ఆయన ప్లాన్ మేరకు ఆయన ఉద్దేశం మేరకు వారు వల వేయగలిగారో వారు అనేకమైనటువంటి చేపలు వారికి దొరికినట్లుగా మనం చూడగలము దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే మన జీవితాలు మనకి ముందుకు కొనసాగుతాయో దేవుని ఆలోచన మేరకు ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాలను మనము ముందుకు కొనసాగిస్తామో మన ఆత్మీయంగా కావచ్చు భౌతికంగా కావచ్చు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు హలలుయ ఆయన చేపలు విస్తారమైనటువంటి చేపలు పట్టారంట అయితే అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఎన్ని విస్తారమైనటువంటి చేపలు పట్టినా వారి వల పిగలలేదంట హలలుయ ఇప్పటి వేళ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తే అది ఆ ఆశీర్వాదాన్ని మన నుండి దూరం చేసే దేవుడు కాదు మన దేవుడు చూడండి ఆ శిష్యులని అంత విస్తారమైనటువంటి చేపలతో దేవుని ఆలోచన మేరకు వారు ఎప్పుడైతే చేశారో దేవుడు విస్తారమైనటువంటి చేపలతో ఆశీర్వదించాడు అయితే విస్తారమైనటువంటి చేపలతో ఆశీర్వదించడం ఆశీర్వదించడంతో పాటు ఆ వల్ల పిగిలిపోకుండా ఆ ఆశీర్వాదం వారి నుండి కోల్పోకుండా దేవుడు వారిని వారికి కావలసిన మట్టుకు దేవుడు వారికి ఇచ్చి ఆశీర్వదించినట్టుగా మనం చూడగలము హలలుయ్య దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని ఆలోచన వరకు మనం నడుచుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అయితే ఆయన ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మన నుండి దూరం చేసే దేవుడు కాదు మన దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన నుండి కోల్పోయేటట్టుగా చేసే దేవుడు కాదు మన దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనల్ని అనుభవించేలాగా చేస్తాడు దేవుడు ఇప్పటి వేళ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవించలేనటువంటి స్థితులను ఉన్నట్లయితే దేవుని ఆలోచన మేరకు కాదు నీ నడవడి అనే విషయాన్ని గమనించాలి ఇప్పటి వేళ నువ్వు అనుకుంటున్నావు నాకెంతో డబ్బు ఉంది కానీ దాన్ని నువ్వు ఎంతో సంప రోజుకి నువ్వు ఎన్నో వేలు నువ్వు సంపాదించవచ్చు కానీ నువ్వు దాన్ని అనుభవించే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదంలో దాన్ని అనుభవించి తృప్తిగా జీవించగలిగే జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి మనం ఇప్పటి వేళ హలోలుయా ఒకవేళ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తే ఆయన మాట ప్రకారం నడిచే ప్రజలకి ఆయన ఆశీర్వదించే దేవుడు ఆ విధంగా ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నీ నుండి దూరం చేయకుండా దాన్ని కాపాడగలే కాపాడగలిగే దేవుడు మన దేవుడు హల్లలుయా పేతురు తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు దేవుణ్ణి కాదనుకుని వెళ్ళి తన సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్నాడు పేతురు తిరిగి దేవుడు వారిని పిలిచి నువ్వు సొంతగా వెళ్ళావు సొంతగా సంపాదించాలని వెళ్ళావు ఏం లాభం ఏమైనా సాధించగలిగావా అనే మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నాడు ఒకటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగే మొదటి ప్రశ్న అదే దేవునికి దూరంగా దేవుని ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఉంటుండే జీవితాలు జీవిస్తున్న మనకి ఏదైనా సాధించగలుగుతున్నామా మన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మన జీవితంలో ఉందా భౌతికంగా ఏమైనా ఆశీర్వాదాలు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించగలుగుతున్నామా అనేది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఇప్పటి వేళ ఒకవేళ ఆశీర్వాదాలని నువ్వు నేను అనుభవించట్లేదంటే దానికి కారణము దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితం మనలో లేదు హలలుయ ఇప్పటి వేళ ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే తిరిగి యథాస్థితిలోనికి పేతురు ఏ విధంగా తిరిగి యథాస్థితిలోనికి వచ్చాడో ఆ విధంగా తిరిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇప్పటి వేళ హలలుయ మనకు తెలుసు లోకస్వార్థ పదిహేనో అధ్యాయం మనం చదివినట్లయితే తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మనం చదువుదాం అక్కడ మనం చూస్తాం పదిహేనో వర్షం ఇరవై ఐదో వర్షం నుంచి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చాలు సమయం లేదు కనుక త్వరితంగా నేనే చెప్పి వెళ్తాను తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒక కుమారుడు తన ఆస్తినంతా తీసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోయి జీవించాలని తన స్నేహితులతో కలిసి తన ఇష్టానుసారంగా జీవించాలని వెళ్తాడు అయితే అతనుకున్నదంతా అతడు కోల్పోతాడు ఎప్పుడైతే అతను తన తండ్రిని కాదని దూరంగా వెళ్తాడో అతనుకున్నదంతా కోల్పోతాడు అయితే ఆ తండ్రికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడైతే ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడు అతను గ్రహించగలిగాడో అతను ఉన్నదంతా కోల్పోయాడని తిరిగి గ్రహించి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆశ ఎప్పుడైతే అతనిలో పుట్టిందో తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నట్లుగా మనం చూడగలము ఎప్పుడైతే తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాడో ఆ తండ్రి ఎప్పుడు ఏనాడు కూడా కుమారుని నిషేధించలేదు తిరిగి వెళ్ళిన ఆ కుమారుని ఏనాడు ఆ తండ్రి కాదనలేదు మరి ఏం చేశాడో తెలుసా తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి వాణ్ణి హత్తుకొని వాణ్ణి మొద్దు పెట్టుకున్నట్లుగా మనం చూడగలము ఇప్పటి వేళ దేవుని సన్నిధిలో నుండి దూరమై నువ్వు నేను నడిచినట్లయితే తిరిగి దేవుని సన్నిధికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు మన పట్ల ఒకవేళ తిరిగి వస్తే నువ్వు అనుకుంటావేమో దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో తిరిగి వస్తే దేవుడు నన్ను మరలా అంగీకరిస్తాడో లేదో స్వీకరిస్తాడో లేదో అనే ఆలోచన నీలో ఉంటుందేమో ఇప్పటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నువ్వు తిరిగి వచ్చినట్లయితే నేను నీ మీద కనికరపడే దేవుడు ఆయన ఇప్పటి వేళ నువ్వు తిరిగి దేవుని సన్నిధికి చేరినట్లయితే నిన్ను చూచి నిన్ను అంగీకరించి నిన్ను హత్తుకునే దేవుడు ఆయన హలలుయ ఇప్పటి వేళ ఎంతమంది మీ హృదయాలను దేవునికి సమర్పించుకోగలరు ఒకవేళ దేవుని దృష్టికి దేవుని చిత్తానికి దూరముగా మన జీవితాల్లో ఉన్నట్లయితే తిరిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు హలలుయ మన జీవితాలు దేవుని దేవుని చిత్తానికి అనుసారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇప్పట్ల మన పట్ల హలలుయా ఎంతమంది మీ హృదయాలను ఇప్పటి వెళ్ళి సమర్పించుకోగలరు అక్కడ పేతుడు జీవితాన్ని మనం చూసినట్లయితే అతడు దూరంగా వెళ్ళిపోతే తిరిగి దేవుడు మరలా పేతురుణ్ణి యథాస్థానానికి తీసుకొస్తున్న సంఘటన మనం ముందుకు చదువుదాం తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు పేతును అడుగుతున్న రెండవ ప్రశ్న సీమోను పేతురును చూచి యోహను కుమారుడు అయిన సీమోను వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పిన చాలు ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్న రెండవ ప్రశ్న పేతుడు నువ్వు నన్ను వీరికంటే యేసుప్రభు వారికి తెలుసు పేతురు యేసును ప్రేమిస్తున్నాడని మరలా ఆ ప్రశ్నలో ఉన్న ప్రధాన ప్రాధాన్యతను గమనించాలి వీరికంటే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా యేసుప్రభు వారు పేతురు నుండి ఒక ఎక్స్పెక్టేషన్ పేతురు పట్ల దేవునికి ఉంది యేసుప్రభు వారికి ఒక అందరికంటే అధికంగా అన్నిటికంటే అధికంగా పేతురు యేసుప్రవారిని ప్రేమించాలనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు ఏసయ్య ఆ ఎక్స్పెక్టేషన్ బట్టి యేసుప్రవారు ముమ్మార్లు పేతున్న ఆ ప్రశ్న వేస్తున్నట్లుగా మనం కిందకి చదవగలము మూడు సార్లు అడుగుతారు పేతురు వీరన్నిటి వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా పేతురు తిరిగి చెప్తున్నాడు ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన చాలు యేసుప్రభు వారు అడుగుతున్న రెండో ప్రశ్న నీవు నన్ను ప్రేమించుచున్నావా ఆ ప్రశ్నకి బదులుగా పేతురు అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయితే బదులు చెప్పిన పేతురికి మరలా యేసుప్రభు వారు చెప్తున్న మాట అయితే నీవు చదువుదాం మూడు సార్లు ఒకసారి చూద్దాం పదిహేను వచ్చిన ఒకసారి చదవండి చూచి సిమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అవును ప్రభా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను పేతురు చెప్పిన ఆ జవాబుకు బదులుగా మరలా యేసు ఆయనతో చెప్తున్న మాట నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పిన రెండోసారి అడుగుతున్న ఆ చదువుదాం మరలా ఆయన నన్ను ప్రేమించుచున్నావా రెండవసారి అడుగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పిన మూడోసారి నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడువు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పిన అందుకేసు నా గొర్రెలను మేపుము చాలు చూడండి మూడు సార్లు యేసుప్రభు వారు పేతురును అడుగుతున్నారు నీవు నన్ను ప్రేమించుచున్నావా మూడు సార్లు పేతురు తిరిగి యేసుప్రభు వారికి జవాబిస్తున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వే ఎరుగుదువు అయితే ఆ జవాబు చెప్పిన పిమ్మట యేసుప్రభు వారు ఆ పేతుకు చెప్తున్న మాట నువ్వు నా గొర్రెలను మేపుము చూడండి అంతవరకు ఏ పేతుకి దే యేసు పేతురును పిలుచుకున్న పిలుపు యొక్క ఉద్దేశము ఆయన్ని మనుషులను పట్టే జాలర్లుగా చేయాలని యేసు ప్రభు వారు పేతురును పిలుచుకున్న సందర్భమే అది పేతురు పట్ల ఏసైకు దేవునికి ఉన్న ఉద్దేశం అది మనుషులు పట్టు జాలరులుగా జాలరిగా పేతురును ఉంచాలి పేతుర్ని అభిషేకించిన అభిషేకము పేతురికి దేవుడు అప్పగించిన పరిచర్య అది అయితే ఆ పరిచర్య కాదనుకొని ఎప్పుడు వెళ్ళిపోయాడో తిరిగి యేసుప్రభు వారు యథాస్థితికి తీసుకొని వచ్చి ఆ పరిచర్యని పేతురికి మరలా అప్పగిస్తున్నాడు నువ్వు నా గొర్రెలను కాయాలి నువ్వు నా గొర్రెలను మేపాలి అది నీ పరిచర్య అయితే ఈ పరిచర్య చేయాలి అంటే దానికి ముందు నీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించేవాడవై ఉండాలి హలలుయా అందుకే యేసుప్రభు వారు అడుగుతున్నారు నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా ఇప్పటి వేళ మనలో కూడా అనేక మంది మనందరం కూడా దేవుని పిలుపు పిలుపును బట్టే దేవుని సన్నిధిలో ఉన్నాం ఇప్పటి వేళ మనందరి జీవితాల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది మనందరూ మనందరినీ కూడా దేవుడు తన పరిచయలో బలంగా వాడుకోవాలని ఆశపడుతున్న దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిచర్యలు దేవుడు అప్పగించాడు అయితే ఆ పరిచర్యకు నువ్వు యోగ్యుడు అవ్వాలి అంటే ఆ నువ్వు చేయగలగాలి అంటే ఉండవలసిన మొట్టమొదటి బేసిక్ ప్రాధాన్యత ఏమిటంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండాలి హలోయ నువ్వు అన్నిటికంటే అందరికంటే దేవునిని అధికంగా ప్రేమించే వ్యక్తివై ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవునిని ప్రేమించగలవో ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా దేవునితో చెప్పగలవో దేవా నేను నేను ప్రేమిస్తున్నానని అది నువ్వు దేవునితో ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా చెప్పగలవో దేవుడు నీకు నీకు కావాల్సిన పరిచర్యని దేవుడు నీకు అప్పగించే దేవుడు అయి ఉన్నాడు హలలుయా నీ పరిచర్య ఏమిటో ఈ పగటి వేళ నీకు తెలిసేమో ఈ పరి ఈ పగటి వేళ దేవుడు నీ పట్ల నిన్ను ఎన్నుకున్న ఉద్దేశం వెనుకున్న ఆ ఉద్దేశాన్ని నువ్వు ఈ పగటి వేళ ఎరిగి ఉండవచ్చు కానీ అది దేవుడు నీకు అప్పగించాలి అంటే ఆ పరిచర్య నువ్వు చేయగలగాలి అంటే దేవుడు నిన్ను అడిగే మొదటి ప్రశ్న నువ్వు నన్ను అందరికంటే అన్నిటికంటే అధికంగా ప్రేమించుచున్నావా ఇప్పటి వేళ ఎంతమంది హృదయపూర్వకంగా పేదలు చెప్పినట్టు చెప్పగలరు ప్రభా అందరికంటే అన్నిటికంటే నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను హలలుయ ఇక్కడ తెలుగులో మనం చూసినట్లయితే ఆ ప్రశ్నలో ప్రభు వారు అడిగిన ప్రశ్నలో వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఉంది అయితే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది Simon son of John do you love me more than these అంటే అక్కడ ఒక మనుషులని ఉద్దేశించి మాత్రమే కాదు మోర్ దాన్ దీస్ నీ ముందు కనబడుతున్న వీటన్నిటి కంటే ఈ వ్యక్తులందరికంటే అలాగే నీకున్న సమస్త అన్నిటికంటే నీకున్న ఆస్తి కంటే నీ కుటుంబము కంటే నీకున్న సమస్తాని కంటే నీవు నన్ను అధికంగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నా రేసు ప్రభు హలలుయ ఇప్పటి వేళ ఆ విధంగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని మనము పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే దాని మూల భాషలోకి వెళ్ళినట్లయితే ప్రేమకు మూడు పదాలు గ్రీక్ భాషలో వాడారు మొదటిది అగాపే రెండవది ఫిలయో మూడవది ఏరోస్ మొదటిది అగాపే అగాపే అనే మాటకు అర్థం దైవికమైనటువంటి ప్రేమ లేక దైవ భక్తితో కూడినటువంటి ప్రేమ రెండవది ఫిలయో ఫిలయో అంటే సహోదరుల మధ్య కలిగినటువంటి ప్రేమ సహోదర ప్రేమ మూడవది ఏరోస్ అది మోహపు చూపుతో కలిగేటువంటి ప్రేమ అది దేవుని ఇష్టానుసారమైనటువంటి ప్రేమ కాదు అయితే ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు పేతున్న అడుగుతున్న మూడు సార్లు మొదటి రెండు సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నప్పుడు అక్కడ అగాపే అనే మాటను వాడుతున్నాడు అక్కడ అగాపే అనే మాటని అక్కడ అంటే నీవు నన్ను ప్రేమించినప్పుడు నీ ప్రేమలో దైవభక్తి కలిగినటువంటి ప్రేమ ఉందా దైవికమైనటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా అని అడుగుతున్నారు దానికి పేతురు పేతురుకు ఆ మాట అర్థం కాలేదు పేతురు తిరిగి జవాబిచ్చేటప్పుడు అగాపే అనే మాటను ఉపయోగించలేదు తిరిగి ఫిలయో అనే మాటని ఉపయోగిస్తూ అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పేతురి యొక్క ఆలోచన సహోదర ప్రేమతోనే యేసు ప్రభువుని ప్రేమిస్తున్నట్లుగా మనం చూడగలము అయితే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము యేసు ప్రభు యొక్క ప్రశ్న దైవికమైనటువంటి ప్రేమ నీ నుండి నాకు కావాలి ఎప్పుడైతే దైవ భక్తితో కూడినటువంటి ప్రేమను నువ్వు నాకు పట్ల కలిగి ఉంటావో అప్పుడు నేను నీకు కొన్ని పరిచయలు అప్పగించడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు హలలియ ఈ పగటి వేళ నీ జీవితము నీ పిలుపు వెనక ఉన్న ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఆ ఉద్దేశము ఆ పరిచర్య దేవుడు నీకు అప్పగించాలంటే దైవభక్తితో కూడినటువంటి ప్రేమని నువ్వు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఎప్పుడైతే అట్టి ప్రేమను నువ్వు నేను కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కొన్ని పరిచర్లు ఇక్కడ పేతురుకున్న పరిచర్య ఏ ఆ గొర్రెలను కాయాలి హలలుయ్య ఆ గొర్రెలను మేపాలి అయితే అందరికీ అదే పరిచర్య ఉండాలని లేదు పేతురు పరిచర్య వేరు అయితే యోహాను యొక్క పరిచర్య వేరు అపస్తుల నుండి పౌలు పరిచర్య వేరు పరిచర్య అనగానే ఏదో ఒక సంఘానికి కాపరిగా ఉండాలి అనడం పరిచర్య ఏం కాదు అది కూడా పరిచర్యే అయితే నీ పట్ల ఉన్న పరిచర్య నీ పిలుపు వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది పగటి వేళ నువ్వు దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి కనుక్కోనవలసిన వాడవై ఉన్నావు హలలుయా అది నీకు అది నీకు దేవుడు బయలుపరచాలంటే నీ పరిచర్య నీ ఉద్దేశం వెనక ఉన్న ఆ ఉద్దేశాన్ని దేవుడు నీకు బయలుపరచాలంటే దేవునిని దైవభక్తితో కూడినటువంటి ప్రేమతో నువ్వు ప్రేమించగలిగే వాడవై ఉండాలి మనం పాటలు పాడతాం ప్రేమించేదని అధికముగా అంటాం నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభు అని పాటలు పాడుతున్నాం కానీ హృదయపూర్వకంగా దైవ భక్తితో హృదయపూర్వకంగా మనం ఆ మాటలు చెప్పగలుగుతున్నామా మనం ధ్యానిస్తూ ఆ పాటలు పాడగలుగుతున్నామా ఇప్పటి వేళ గమనించాలి మనం మనల్ని పరిశోధించుకుందాం ఇప్పటి వేళ దేవుని నుండి దూరం అయ్యావు తిరిగి యథాస్థితికి దేవుడు పిలుచుకుంటున్నప్పుడు దేవునిని దైవ భక్తితో ప్రేమించగలిగే ప్రేమను నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇప్పటి వేళ అయితే మూడవదిగా దేవు యేసుప్రభు అడుగుతున్న ప్రశ్నను మనం చూద్దాం ఇరవై నుంచి చదువుదాం కిందకి ఇరవై నుంచి కిందకి వెనుకకు తిరిగి ఆ ఇతని సంగతి ఏ మొగునని యేసును అడిగను నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనను యేసుప్రభు వారు అధ్యాయంలో మనం చూస్తున్నారు యేసుప్రభు వారు అడుగుతున్న మూడవ ప్రశ్న అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి చూడండి అక్కడ యేసుప్రభు వారు మూడు సార్లు పేతుని ప్రశ్నించారు తర్వాత ప్రశ్నించిన తర్వాత అతని పరిచర్య యేసుప్రభు వారు పేతురుకు అప్పగించిన తర్వాత అక్కడ మనం చూడగలము పంతొమ్మిదవ వచనంలో పద్దెనిమిది నుంచి చదువుదాం నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి చూడండి అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పిన చాలు ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చూస్తే యేసుప్రభు వారు పేతురికి తన పరిచర్య అప్పగించిన తర్వాత అతడి పేతురి యొక్క భవిష్యత్తును గురించి యేసుప్రభు వారు పేతురితో ప్రవచిస్తున్నట్లుగా మనం చూడగలము అతని మరణం ఏ విధంగా ఉంటుందో అక్కడ యేసుప్రభు వారు తేటగా పేతురుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము అయితే పేతురుతో యేసుప్రభు వారు ప్రవచించిన తర్వాత కిందకి మనం చూసినట్లయితే వారిరువురు వెనకాల యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు యోహాను యోహాను వారి వెనక నుండి వస్తున్నట్లుగా వీరు తిరిగి పేతురు తిరిగి చూచాడు తిరిగి చూచి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు కదా ప్రభువా ఇరవై ఇరవై ఒకటి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను చూడండి చాలు చూడండి పేతురు యొక్క యోహాను గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష చూడండి పేతురులో పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలలో అంతవరకు యేసుప్రభు వారు పేతురితో మాట్లాడుతూ పేతురుతో అతడి భవిష్యత్తు అతడి పరిచర్య ఏ విధంగా ఉంటుందో దేవుని మహింపరిచే పరిచర్య ఏ విధంగా దేవుని మహింపరిచే మరణం ఏ విధంగా ఉంటుందో పేతురితో ప్రవచించిన తర్వాత పేతురికి అది అతని పరిచర్య గురించి కన్నా యోహాను పరిచర్య ఏ విధంగా ఉంటుంది యోహాను జీవితం ఏ విధంగా ఉంటా ఉంటుందో తెలుసుకోవాలనే ఆకాంక్ష అతనిలో పెరుగుతున్నట్లుగా మనం చూడగలము అయితే ఇక్కడ చూడండి పేతుడు యేసుప్రభు వారు అడుగు వారిని అడుగుతున్నారు కదా ప్రభువ ఇతని సంగతి ఏమోగునని యేసుప్రభు వారిని చూడండి పేతురు హృదయంలో అతని పరిచర్య ఏంటి అతని ఉద్దేశం ఏంటనేది నిర్ణయించబడింది యేసుప్రభు వారు తిరిగి పిలిచి నా గొర్రెలను మేపమని అతనికి పేతురికి అతని పరిచయని అప్పగించిన తర్వాత ఇతను చాలా తృప్తి పొందాడు అయితే వెనక నుంచి యోహాన్ను మరలా చూడగానే అమ్మో యోహాన్ వస్తున్నాడు నాకంటే ఉన్నతమైనటువంటి పరిచయం యోహాన్కు దొరుకుతుందేమో అనే వాంచ అనే ఒక కుతూహలం క్యూరియాసిటీయా దాన్ని తెలుగులో ఏమంటారు మరి అది పేతురులో పెరిగిపోయింది నా పరిచర్య ఓకే బాగానే ఉంది యోహాను పరిచర్య ఏంటి యేసుప్రభుని అడుగుతున్నాడు ఆతృతయ్యా చూడండి నువ్వు నన్ను ఎన్నుకున్నావు బాగానే ఉంది నీ ఉద్దేశం నా పట్ల బాగానే ఉంది ఇదిగో యోహాన్ వస్తున్నాడు అతని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు మనలో కూడా చాలామంది అదే ఆలోచన కలిగి ఉంటాము మనలో కూడా మన జీవితం దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని కన్నా ఇతరులు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఇతరుల ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది ఇతరుల విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది మనం పరిశుద్ధులమో కాదో మనం చూసుకోం కానీ ఇతరుడు పరిశుద్ధుడో లేదా అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ పేతురు కూడా అతనికి అతనికి దేవుడు అప్పగించిన పరిచర్య కన్నా ఇదిగో యోహాను వస్తున్నాడు అతని పరిచర్య ఏంటి తెలుసుకోవాలనే ఆతురత అతనిలో పెరుగుతుంది అందుకే యేసు ప్రభువారు అడుగుతున్న ప్రశ్నకి చాలా అక్కడ ప్రాధాన్యత ఉంది నేను వచ్చే వరకు అతను ఉన్నట నాకు ఇష్టమైతే యేసు ప్రభు వారికి చెప్పాలంటే ఈ విధంగా చెప్పచ్చు అతడు నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటాడు అని ప్రభు వారికి చెప్పచ్చు కానీ తిరిగి ప్రభు వారు అడుగుతున్నాడు నీకేంటి పని అతడు నేను వచ్చేదాకా అతడు ఉంటాడు నీకేంటి హలో నువ్వు నువ్వు చేయాల్సిందేంటి నువ్వు నన్ను వెంబడించాలి హలో అదే నీ పని అతడు ఏ విధంగా ఉంటే అది నీకు అనవసరం అతని పరిచర్య it's none of your business hello మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగి కొనసాగడానికి మనం ఎదగకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అది మనకి దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపు మనం పట్టించుకోము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనం మర్చిపోతూ ఉంటాము దేవునికి దూరం అయిపోతూ ఉంటాము అయితే ఇతరుల జీవితాల్లో ఏ విధంగా ఉంది ఇతరులను పాయింట్అవుట్ చేయడానికి ఇతరుల పరిశుద్ధత ఏ విధంగా ఉంది ఇతరుల ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అది పాయింట్అవుట్ చేయడానికి వారిని నిందించడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము మనం ఎక్కువగా దాని కొరకు ఆతృత పడుతూ ఉంటాము ఇప్పటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు పేతురుని అడిగి అదే ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఇప్పటి వేళ అతడు ఉండటం నాకు ఇష్టమైతే అతడు ఆ విధంగా ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి హలో ఇప్పటి వేళ మన జీవితాలను మనం సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకోవాలి ఇతరుల జీవితాలను కాదు ఇతరుల పరిచర్యలను కాదు ఇతరులతో మనం మనము పోల్చుకోవడం కాదు దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు ఒకసారి గల్తి పత్రిక ఆరో అధ్యాయంలోనికి వెళ్దాం గలతి పత్రిక ఆరో అధ్యాయము మొదటి నుంచి చదువుదాం సహోదరులరా ఆ ఆ తన విషయమై చూసుకొనొచ్చు ఒకని భారములు నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుకుండి ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకును ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువును తానే చూడండి ఇక్కడ అపస్సులపై పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నాడు ఎవడైనా ఎవడైనా ఒట్టివాడై ఉండి నాలుగో వచ్చిన చదువుదాం ప్రతి వాడు తనను తానే పరీక్షించుకోవాలి ప్రతి వాడు తనను తానే పరీక్షించి చూసుకోవాలి కానీ ఇతరులను పరీక్షించడానికి నువ్వు నేను యోగ్యులము కాము అపసరులను పౌలు మనం అనేక మార్లు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాము అతడు మంచి ప్రార్థన పరుడు అతని కంటే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అతని కంటే ఎక్కువగా నేను బాగా పాటలు పాడగలుగుతున్నాను అతని కంటే ఎక్కువగా నేను ప్రసంగాలు చేయగలుగుతున్నాను అతని కంటే నేను విశ్వాసంలో ఎంతో ఎన్నో రెట్లు ముందు స్థానంలో ఉన్నానని మనకు మనమే ఇతరులతో కంపేర్ చేసుకుని మనం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాము అయితే ఇతరులతో కంపేర్ చేసుకోవడం కాదు మన జీవితం ఏంటి అనేది మనల్ని మనమే పరిశోధన చేసుకోవాలి ఒకవేళ ఇతరులలో ఏదైనా తప్పిదము కనబడిన మొదటి విషయం చూద్దాం మన సహోదరుల్లో ఎవరిలో అయినా ఏదైనా తప్పిదము కనబడితే ఆత్మ సంబంధులు అంటే నేరుగా వాళ్ళు పరిశుద్ధంగా జీవించే వారైన మీలో ప్రతివాడు అతడు అతడు కూడా ఆ సహోదరుడు ఏ విధంగా తప్పిదములో పడిపోయాడో ఏ విధంగా ఆ సహోదరుడు దేవునికి దూరం అయ్యాడో ఆ సహోదరుడు ఏ విధంగా దేవుని నుండి వేరైపోయాడో ఆ సహోదరుడు వలె ఇతడు కూడా మారతాడేమోనని తనను తాను తన విషయమై చూ సాత్వికమైన మనస్సుతో ఎట్టి వారిని దేవునికి దూరమైన వారిని దేవునికి నుండి ఆ పాపపు జీవితంలో జీవించే వారిని తప్పిదము కలిగినటువంటి జీవితాన్ని కలిగే వారిని తిరిగి దారికి తీసుకుని రావలను అది దేవుడు నీకు ఆత్మ సంబంధమైన మీకు నాకు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మన కుటుంబంలో ఎవరైనా తప్పిదములో పడిపోవచ్చు మన కుటుంబంలో ఎవరైనా దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవచ్చు అయితే అట్టి వాణిని సాత్వికమైన మనస్సుతో తిరిగి దేవుని దగ్గరికి దారికి తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు నీకు నాకు అప్పగించాడు కిందకు చదువుదాం క్రీస్తు నియమమును అది చూడండి ఎప్పుడైతే ఒకని భారములను ఒకరిని సహిస్తామో ఎప్పుడైతే ఒకని భారములను ఒకడు భరించి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తామో అదే క్రీస్తు నియమము ఆ క్రీస్తు నియమము అప్పుడే ఏం చేయబడుతుందంట నెరవేర్చబడుతుంది హలలుయ కిందకు చూద్దాం అలా కాకుండా ఎవడైనా వట్టివాడయుండి ఏమి లేనివాడైనప్పటికీ నేనే గొప్పవాడిని అని తనకు తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల అలాంటి వాడు తనను తానే మోసపరుచుకుంటున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కింద చూద్దాం ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకున్న వాళ్ళను చాలు చూడండి ప్రతి వాడు తనను తానే పరీక్షించుకోవాలని పరిశుద్ధ గ్రంథాలు సెలవిస్తున్నాయి ఎంత మటుకు మనం ఇతరులతో పోల్చుకుంటాం ఎంత మటుకు మనము ఇతరుల ఆత్మీయ జీవితాలని పాయింట్అవుట్ చేస్తాము ఎంత మటుకు మనము ఇతరుల విశ్వాస జీవితాన్ని మనము నిందిస్తూ ఉంటాము ఒకవేళ ఆ సహోదరుడు కానీ ఆ సహోదరి కానీ దేవునికి దూరం అయిపోయారేమో ఒకవేళ ఆ సహోదరుడు కానీ ఆ సహోదరి కానీ దేవునికి ఏదైనా తప్పిదములో పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉండి ఉండవచ్చు అయితే అట్టి వారిని పాయింట్అవుట్ చేయడం కాదు దేవుడు నీకు నాకు అప్పగించిన బాధ్యత అట్టి వారిని సాత్వికమైన మనస్సుతో తిరిగి దారికి తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు నీకు నాకు అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు సెలవిస్తున్నాయి ఇక్కడ పేతుడు చూసినట్లయితే యోహానుతో కంపేర్ చేసుకుంటున్నాడు అతడి పరిచర్య అతడు ఆలోచించట్లేదు దేవుడికి అతడి అతడిపై ఉన్న ఉద్దేశాన్ని అతడు ఆలోచించట్లేదు మరి యోహాను జీవితం ఏంటి యోహాని ఉన్న పరిచర్య ఏంటని అతనిలో ఒక ఆతృత మనలో అలాంటి వారు లేకపోలేదు ఇప్పటి వేళ మనము మన జీవితాలను సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకోవాలి సెల్ఫ్ ఎనలైజింగ్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ఇతరుల జీవితాలని ఇతరుల ఆత్మీయ జీవితాలని ఇతర ఇతరుల విశ్వాస జీవితాన్ని పాయింట్అవుట్ చేయడం కాదు ఇతరులతో కంపేర్ చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నన్ను మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినటువంటి జీవితము జీవిస్తూ దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుని పరిచయలో ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుచుకుని ఉన్నాడో ఒకవేళ దేవుడు తన పరిచయలో నిన్ను ఒక ప్రార్థన వీరునిగా నిలపాలనే పరిచర్య నీ పట్ల దేవునికి ఉందేమో ఒకవేళ నీ పట్ల ఒక విశ్వాసంలో బలము కలిగిన పరిచర్య విశ్వాస వీరునిగా ఉండాలనే పరిచర్య దేవుడు నీ పట్ల దేవునికి ఉందేమో ఆ పరిచర్య ఏంటనేది ఇప్పటి వల్ల నువ్వు నిన్ను నువ్వు రికగ్నైజ్ చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ జీవితాన్ని నువ్వు ఎనలైజ్ చేసుకుంటే దేవుడు నీకు ఆ పరిచర్యని దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు హలలుయ ఆ పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను యోగ్యునిగా చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారు పేతురుని అడుగుతున్న మూడు ప్రశ్నలు దూరమై యేసుకు దూరమై వెళ్ళిపోతున్న యేసు యొక్క ఉద్దేశానికి ఆ దేవుని యొక్క ఉద్దేశానికి దూరమై వెళ్ళిపోతున్న పేతులను తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చి అడుగుతున్న మూడు ప్రశ్నలు ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు మన ఆత్మీయ జీవితాలకి ఈ ప్రశ్నలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటి వేళ ఎంతమంది మన జీవితాలు ఇప్పటి వేళ సమర్పించుకోవాలి అందరూ కళ్ళు మొద్దాం ఒకంత దేవునికి సమర్పించుకుందాం నా మాటలు నేను సమయానికి ముగిస్తున్నాను దేవునికి దూరమైన స్థితిలో ఇప్పటి వేళ నువ్వు నేను ఉన్నామా దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశపూర్వమైనటువంటి జీవితము కాకుండా దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉన్నామా ఒకటి వేళ అటువంటి స్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే ఒకవేళ అటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే తిరిగి దేవుని సన్నిధికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు ఇప్పటి వేళ మనం ఇస్రాయేలీల చరిత్ర మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు వారిని ఆ ఎగుప్తు నుండి విడిపించినప్పటికీ దేవుడు ఎర్ర ఎర్ర సముద్రము దాటించి వారిని నడిపించినప్పటికీ అరణ్యములో దేవుడు వారి అవసరతలన్నీ తీర్చినప్పటికీ వారు వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్లు ఇస్రాయేలీలు దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నట్లు మనము చరిత్ర చదివితే చదవగలము అయితే అలాగా దేవునికి దూరమైన ప్రతిసారి దేవుడు తన ప్రవక్తలను నిలిపి దేవుడు తన యాజకులను నిలిపి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇస్రాయేలీలతో మాట్లాడి తిరిగి ఇస్రాయేల్ జనాంగానంతటిని దేవుని సన్నిధికి తిరిగి తీసుకుని వస్తున్నట్లుగా మనం చరిత్రలో చదవగలము యషయా మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న ప్రవచన గ్రంథాలన్నీ చదివిన ఏ ప్రవచన గ్రంథం చదివినా దాని సారాంశం ఒకటే తిరిగి దేవుని సన్నిధికి రావాలని దేవుడు చెప్తున్న ఇస్రాయేలీలతో చెప్తున్న మాటలు హలలియ ఇప్పటి వేళ పేతురుని చూసి యేసుప్రభు వారు తిరిగి అధాస్థానానికి పేతుడిని పేతురుని తీసుకుని వస్తున్నాడు ఇప్పటి వేళ దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉంటే ఇప్పటి వేళ దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉంటే ఇప్పటి వేళ దేవుని సన్నిధికి తిరిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల ఆశిస్తున్నాడు హలో ఆ విధంగా వచ్చినట్లయితే నీకున్నదంతా కూడా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు నీ ఆశీర్వాదాన్ని కూడా అది కోల్పోకుండా అది సురక్షితంగా నీ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించేలాగా చేయగలే దేవుడు నీ దేవుడు తిరిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు చేయాల్సింది మొదటగా ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఆయన దేవ భక్తితో కూడినటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో దేవుడు తన గొర్రెలను మేపటానికి నీకు అప్పగిస్తాడు దేవుడు తన పరిచర్య చేయడానికి దేవుడు నీకు ఒక బాధ్యతని దేవుడు తన పరిచర్యలు దేవుడు నీకు అప్పగిస్తాడు ఇప్పటి వేళ అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ముందుకు సాగుతున్నప్పుడు పరిచర్యలో నీ పరిచర్యను నువ్వు గ్రహించుకుని దానిని నువ్వు ఎనలైజ్ చేసుకుని నీ జీవితాన్ని నువ్వు ఆత్మీయ జీవితానికి ముందుకు కొనసాగించుకోవాలి కానీ ఇతరుల జీవితాన్ని చూసి వారికంటే నేను యోగ్యుడని అనుకోవడం కాదు ఎవడైతే ఎవడైతే తనకు తాను యోగ్యుడని ఎన్నుకుంటాడో వాడు దేవుని సన్నిధిలో పడతాడు అయితే ఎవడైతే తనకు తాను తగ్గించుకుంటాడో దేవుని సన్నిధిలో వాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి ఇప్పటి వేళ దేవుని సన్నిధిలో ఇతరులను చూసి పాయింట్అవుట్ చేయడం ఇతరులను చూసి వాడి వాడి జీవితం ఈ విధంగా ఉంది వాని ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉంది వాని పరిశుద్ధత ఈ విధంగా ఉందని వాళ్ళని వీళ్ళని పాయింట్అవుట్ చేయడం కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని పగటి వేళ నువ్వు గ్రహించగలిగితే అలాంటి జీవితాన్ని జీ జీవించడానికి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల కోరుతున్నాడు హలో సమర్పించుకుందాం మన జీవితాల కింద అందరం కన్నులు ముద్దాం